అందరికి నమస్కారం అండి ఇది శివకృష్ణ యువర్ నైంటీ స్కిన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నా పాస్ట్ వన్ మంత్ నుంచి I mean more than one month one and half month నుంచి నేను ఏ వీడియో పోస్ట్ చేయలేదు అంటే కంటెంట్ దొరక కాదు I have shifted to a new country వేరే కంట్రీకి షిఫ్ట్ అయ్యాను United States of America yeah చాలామంది ఉన్నారు ఇక్కడ ఇండియన్స్ ఇది ఒక ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అనే ఊరు పేరుందని చెప్పి అందరికీ తెలుసు so I came here to make a career of mind in short ఇక్కడికి వచ్చాక చాలా మేజర్ చేంజ్ జరిగింది నా లైఫ్లో అంటే అంత చాలా విషయాలు లాస్ట్ మినిట్లో జరిగాయి అంటే ఇక్కడికి రావడము జాయిన్ అవ్వడము ఆ స్టెప్ తీసుకోవడము అంటే ఈ ప్రాసెస్ ముందే స్టార్ట్ చేశాను కానీ అంతా అప్రూవ్ అయ్యి యాక్సెప్ట్ అయ్యి అంతా ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ గ్యాప్లో అంతా జరిగిపోయింది so that's the reason I couldn't post any video and కుదరలేదు so fast forward now am here it's been one month ఈ వన్ మంత్లో నేను ఏమేమి నేర్చుకున్నానంటే మీకు ఎంత డబ్బు ఉండొచ్చు ఎంత రెస్పెక్ట్ ఉండొచ్చు ఎంత గోల్డ్ ఉండొచ్చు ఇంకా ఎంత ప్రాపర్టీని ఉండొచ్చు కానీ ఫ్యామిలీ విలువ అనేది ఇక్కడికి వచ్చాక నాకు చాలా గట్టిగా తెలిసిందండి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన టూ త్రీ డేస్ అసలు మెంట్లెక్కిపోయింది లిటిల్గా చెప్పాలంటే ఏంటి ఇది అసలు ఏంటి మహా ఊరిలో ఎలా మనం బతకగలము ఇంత పెద్ద ఊరు ఇంత ఇంతమంది జనము దీంట్లో మనం ఎలా షైన్ అవ్వగలము మనం తీసుకునే కరెక్ట్ స్టెప్ ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఫస్ట్ వన్ వీక్ అంటే నాకు ఇంకా there were so many thoughts running my head and అసలు ఎవరితో చెప్పుకోలేక చెప్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారని so everything I was keeping on my head slowly slowly slowly time progress ఒక భయం అనేది స్టార్ట్ అయింది నాకు అంటే రాత్రిపూట వెళ్ళడానికి అంటే మామూలుగా కంట్రీలో కొంచెం చెప్తా ఉంటారు కాబట్టి so I was being very careful and కేర్ఫుల్గా ఉన్నా కూడా ఒక ఒక తెలియని భయం ఉండేది బాడీలో ఇట్స్ లైక్ ఒక shivers down the spine and చూడు అలాగా వెనకాల నుంచి ఒక భయం వస్తుంది చూడండి అలా భయం ఉండేది నాకు సో సమ్ ఒక తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నాను so they gave me shelter they very good persons చాలా బాగా చూసుకున్నారు అన్ని ఇచ్చారు బాగున్నా then I shift to other place near my college ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఆ ఫీలింగ్ అనేది వచ్చింది హౌ హౌస్ ఫీలింగ్ అనేది అక్కడ కొంచెం అలవాటు అయ్యాక మళ్ళీ ఇక్కడ రా ఇక్కడికి ఇక్కడికి వచ్చాక ఎలా అన్ని ఇళ్ళంతా సెటప్ చేసుకోవాలా మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలా so there were so many అంటే ఆ థాట్స్ చెప్పలేమండి ఒక్కసారి వస్తే there were more number of thoughts occupied my head slow అలాగ అలాగ అలాగ స్లోగా getting used to the college getting యూ to the used to the people but somewhere down the line ఒక పండుకున్నాక ఐ మీన్ ఒక కొంచెం నిద్రపోయాక సడన్గా ఒక ఒకసారి లేస్తే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫియర్ అనేది వచ్చింది అంటే మన ఫ్యామిలీని వదిలేసి వచ్చాము అక్కడ ఎలాగా వాళ్ళతో ఒకరితో మాట్లాడాలా but at the same time నన్ను చాలామంది చెప్పారు నువ్వు అందరితో కలవు నువ్వు మాట్లాడడం తక్కువ అందరితో మూవ్ అని చెప్పి so there is one thing అదే ఐ ఫౌండ్ అవుట్ మనము ఎంత ఎంత ఎంత ఎంత దీనికి దీనిలో ఎక్కువ స్టోర్ చేసుకుంటామో it it keeps on accumulating and ఒక్కసారి బస్ట్ అవుతుంది the same burst out I experienced year multiple times and today especially it was పీక్కి వెళ్ళిపోయింది ఇంకా ఐ కెనాట్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయలేను అట్లాంటి ఫీలింగ్ వచ్చింది ఎట్లాంటి ఫీలింగ్ అంటే ఐ కీ can't even explain it so it was very very very very powerful and very dangerous feeling అని చెప్పాలి ఆ ఫీలింగ్లో చాలా వల్నర్ వల్నరబుల్ అయిపోతాం మనం ఏమైనా చేయడానికి సో ఆ ఫీలింగ్ వచ్చేప్పుడు సడన్గా నేను చాలామంది చెప్తాను ఎవరితో మాట్లాడని చెప్పి but I made a step to make a call to my sister తను ఇంకా వేరే స్టేట్లో ఉంటుంది చేసి I told her everything that's in my head ఏమేమి జరుగుతున్నాయి నాలో ఏమేమి ఎక్స్పీరియన్స్ అవుతున్నా నాకు వర్తా కాదా వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఈవెన్ సెడ్ నాకు ఇక్కడ ఏదా లేదు నేను వెళ్ళిపోవడం ఉంది ఇండియాకి అని చెప్పి కూడా చెప్పాడు బట్ తను ఇచ్చిన రెస్పాన్స్ తను మాట్లాడిన విధానము అండ్ ఒక తెలియని బూస్ట్ వచ్చింది బాడీలో అండ్ uh, అలాగే ఇంట్లో వాళ్ళతో అందరితో మాట్లాడగా మాట్లాడగా మనకు తెలియకుండా ఐ మీన్ ఇంకొకటి మన ఫ్రెండ్స్తో మా ఫ్రెండ్ నా తను నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు తనతో అంతా షేర్ చేసుకున్నాక ఇక్కడ ఉన్న వెయిట్ వచ్చి ఒక seventy five to eighty percent ఇంకా నైంటీ పర్సెంట్ పెట్టుకోండి మొత్తం రిలీఫ్ అయిపోయింది సో ఏదైనా కానీ లైఫ్లో షేర్ చేసుకోవాలి కమ్యూనికేషన్ ఉండాలి కమ్యూనికేషన్ ఉంటేనే మనుషులు సో ఐ ఫౌండ్ అవుట్ అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నంత వరకు మనకు తెలిసేది కాదు అందరు పక్కనే ఉన్నారు కదా ఏంటని అనిపించేది but I wanted a major change in my life చాలామంది చెప్పినట్టు నేను కలవను నేను ఒక్కటిగా ఉంటాను క్వైట్ రిజర్వ్డ్ అని చెప్పి అది నిజమే అది నాకు తెలుసు బట్ అది ఎందుకో నాకు తెలి అది దేనివల్ల తెలీదు but there are many factors behind that but once we keep sharing things ఒక్కొక్కరితో మాట్లాడి కమ్యూనికేట్ చేస్తుంటేనే మనిషి వాడు బతకగలడు అని నాకు గట్టిగా అనిపించింది so it give me a new hope in life it gave me a new hope in life మళ్ళీ నాకు ఒక కొత్త తెలియని జాయ్ వచ్చింది బాడీలో so I hurt many people in this journey చాలామందిని హర్ట్ చేశాను చాలామందితో కొట్లాటలు పెట్టుకున్నాను and there are many incidents that happen in my life వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్న ఒకటే ప్లీజ్ నన్ను క్షమించండి and have a bigger heart even I'm a human I'm growing every day I'm learning every day and uh, and ఇంకో గుడ్ న్యూస్ ఈరోజు నుంచి after this video I'm going to start a vlog series in America I mean vlogging చేయబోతున్నాను మామూలుగా నా వీడియోస్ అనే ఒక రూమ్లో ఒక సిస్టము సెటప్లో ఉండేది but now I'm going to go in to the crowd and I'm to start talking so I'm going to try అంటే ట్రై చేయకుండా ఏది రాదంటారు so I'm going to try and I'm to take out that angle of mind so there is a better communication there is better mental health so ఈ హెల్ ఈ వీక్ వచ్చి వరల్డ్ మెంటల్ హెల్త్ డే అంటున్నారు సో మెంటల్ హెల్త్ అనేది ఫిజికల్ హెల్త్ లాగే చాలా ఇంపార్టెంట్ ఒట్టి మనం ఫిజికల్ ఫిజికల్గానే మనం ఎక్కువ మనము వర్క్ వర్కౌట్ చేయడము మంచి ఫుడ్ తినడం చూస్తాం కానీ మెంటల్ హెల్త్ని మనం పట్టించుకోము బట్ మనకి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు తెలుస్తుంది ఇది ఎంత ఒక ఫిజికల్ పెయిన్ కన్నా మెంటల్ పెయిన్ అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అని చాలా హాంటింగ్ అనే విషయం అండ్ హోప్ సో మన హ్యూమన్స్ అందరము మంచిగా ఎవరితో ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసుకొని లెట్స్ ఈ ఈ ఎర్త్లో ఉండే కాలం అన్నా మనం మంచిగా ఉంటూ నలుగురితో మాట్లాడుతూ నలుగురిని నవ్విస్తాం so that's my video for today and thank you guys for supporting ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నారు and get ready to see my other angle of mind and it will soon be launched the vlog series of షిక్రీస్ in America and that's it guys and yeah so see you all take bye